హాయ్ అందరికీ మనమైతే ఇప్పుడు హండ్రెడ్ టు సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియోని అయితే తీయబోతున్నాం ముందైతే మన ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం వాళ్ళు ఏమంటారో అయితే మనం అయితే చూద్దాం మీరైతే ఈ వీడియోని ఎండు దాకా చూడాలి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం మన మున్నోళ్ళ ఇంటికి మన మున్నోళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు మొన్న ఇంటికి వచ్చేసాం మొన్న సైతే హండ్రెడ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి రెడీ ఉన్నాడు మనమైతే ఇప్పుడు శశి బ్రో దగ్గరికి మనం మహిళ షో వీడియోని అయితే ఎదుగుతున్నాం మనకి పెద్ద ఫ్యాన్స్ మహిళ షోలు మనమైతే ఇప్పుడు శశి బ్రో దగ్గరికి వెళ్ళిపోదాం రా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం మనమైతే ఇప్పుడు పోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పోతున్నాం అవులి ఫ్రెండ్స్ నేను మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు పోతున్నాం మనమైతే శశి బ్రో ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఫాస్ట్ ఫాస్ట్గానైతే పోదాం ఎందుకంటే మనకి టైం లేదు ఫ్రెండ్స్ ముందే లాక్డౌన్ టెన్ అయిపోతే మనకి షాప్ షాప్స్ అన్ని క్లోజ్ అవుతాయి టైం ఎంత అవుతుంది చూద్దాం time friends nine thirty six అవుతుంది friends go fast go fast friends మనం అయితే ఇప్పుడు పోతున్నాం శశి శశి ఫ్రెండ్స్ ఇవైతే శశోళ్ళ కోళ్ళు మీరైతే చూడలే ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు చూడలే కోళ్ళు కోడి పిల్లలు ఇంకొక కోడిది ఫ్రెండ్స్ కోడి అయితే ఉరుకుతుంది ఫ్రెండ్స్ ఇదైతే మన శేషాల కోడి పుంజు ఇంకా మూడు ఉన్నాయి అవి చూపిస్తాను ఆవులి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఇది ఇంకో కోడి మీరైతే చూడులి ఇంకో కోడిని చూపిస్తాను ఆవులి ఫ్రెండ్స్ ఇవైతే పొడుస్తాయి ఫ్రెండ్స్ మీరైతే జాగ్రత్త ఉండాలి మా ఇంటికి వచ్చేటప్పుడు ఇవైతే పొడుస్తాయి ఈ అందుకనే కట్టేసిళ్ళు శశి బ్రోస్ అయితే మనమైతే ఇప్పుడు మన ఇంటికి వెళ్ళిపోయి మన చాకి బ్రో కోళ్ళు ఇవి మనమైతే ఇప్పుడు ఇంటికైతే పోదాం శశి బ్రో వస్తా అన్నాడు మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ ఫ్రెండ్స్ పార్టీ చేయంగా మేమైతే వీడియో తీస్తాం ఈ వీడియో ఇంతటితో అయిపోయిందని అనుకోకులి ఫ్రెండ్స్ మనమైతే శశి బ్రో ఇంట్లోకి అయితే శశి దగ్గరికి ఉన్న చాకి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం కానీ వాళ్ళు ఇంకోసేపు అయిన వాళ్ళు అత్త అన్నారు అందుకని మీరు ఇంకోసేపు ఆగాలి అది మేము లేట్ చేయలేదు వాళ్ళే చేస్తుళ్ళు అందుకని మీరు ఇంకో నిమిషం ఆగులి అలా వచ్చేస్తారు మేము ఫస్ట్ అయితే మిషన్ తీస్తాం ఆ మిషన్లు కంప్లీట్ అయిన తర్వాత తీస్తాం మీరైతే చూడులి మనమైతే ఇప్పుడు టాస్క్లు అయితే చెప్పబోతున్నాం మనమైతే టాస్క్ మిషన్లకు అయితే వెళ్ళిపోదాం లెట్స్ గో మనమైతే ఇప్పుడు ఫస్ట్ టాస్క్ అయితే చెప్పబోతున్నాం ఫస్ట్ టాస్క్ ఏంటిదంటే నేను మీకు ఇప్పుడు చూపిస్తావులే ఫ్రెండ్స్ మనం అయితే జాంకాయ చెట్టుని సెవెన్ లో ఎక్కబోతున్నాం ఇది అదే జాంకాయ చెట్టు జాంకాయ దొంగ తీసింది మనం అయితే ఇప్పుడు సెవెన్ లలో ఒక జాంకాయని తెంపాలి ఎవరు గెలుస్తారో చూద్దాం ఫస్ట్ టాస్క్ లో ఫ్రెండ్స్ మన ఫస్ట్ పార్టిసిపేటర్ మన చాకి చాకి బ్రో అయితే ఆడదాకా ఎక్కిండు కానీ ఒక్క జాంకే తెంపలేకపోయిండు మన చాకి బ్రో అయితే దిగుతుండు ఇప్పుడు మన శశి బ్రో ఎక్కబోతుండు కంగ్రాచులేషన్ శశి బ్రో వెల్ నీకైతే ఆల్ ద బెస్ట్ ఇప్పుడైతే ఎక్కుదు మన శశి బ్రో అయితే చెప్పులు ఇస్తుండు చెప్పులు ఇస్తుంది all the best Sashi bro your time no no go time is up out friends మన శశి బ్రో అయితే తెంపుతుండు కానీ మన శశి బ్రో తెంపేతందుకైనా ఇప్పుడు టైం అయితే అయిపోయింది శశి బ్రో నీ నీ టైం అయిపోయింది ఇప్పుడు నువ్వు దిగచ్చు మన శశి బ్రో దిగిండి ఇప్పుడు మనం ఉన్న బ్రో ఆల్ ద బెస్ట్ ఉన్న bro your time starts now మనం ఉన్న బ్రో అయితే టక్క టక్క తెంపుతుండు మనం ఉన్న బ్రో వన్ తెంపిండు ఫ్రెండ్స్ మనం ఉన్నప్పుడు అయితే విన్నాడు నేనన్ని జాంకాయలు తెంపుతాను చూడాలి ఇప్పుడు ఇప్పుడైతే నేను తెంపబోతున్నాను ఉన్నప్పుడు దిగు ఉన్నప్పుడు దిగు శశి బ్రో క్యాచ్ చేస్తాడు ఇప్పుడైతే అయిపోయింది ఆల్ ద బెస్ట్ నాలుగు జంకాయలు అయితే తెంపినాం ఫ్రెండ్స్ అయితే నాలుగు జంకలు తెంపినాం ఒక్కడే గుంపులో నాలుగు నాలుగు జంకలు తెంపినాం ఫ్రెండ్స్ పట్టుకో అదే పట్టుకో winner our first task is over మన మనమైతే ఇప్పుడు సెకండ్ టాస్క్ లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ విన్నర్ ఎవరు తెలుసా మనమే winner second winner second winner I am let's go third winner మన శశి బ్రో మనకైతే మనకైతే మనకైతే వన్ పాయింట్ వచ్చింది హలో గాయ్స్ ఇప్పుడు మనం అండ్ సీక్ గేమ్ ఆడబోతున్నాం దాస్ దాచిపెట్టాలి అనుకుంటలే ఈ రాకెట్ ఈ రాకెట్ అయితే మేము పోతున్నాం let's play the game let's play the game come అరే వే వెయిట్ వెయిట్ ఇప్పుడైతే ఫస్ట్ ఎవరు దాచి పెట్టుదాం ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ నేను నేను ఫస్ట్ ఆడతా ఆడతా నేను అటు అక్కడ వెళ్ళు అక్కడ నువ్వైతే గోడ బయటకు అయితే వెళ్ళిపో నేను ఇక్కడ ఉండి చూడను చూడదు నువ్వు నువ్వు చూడదు నువ్వు చూడదు చాకి నువ్వు చూడనియకుండా తోలుకోవు మీ ఇద్దరం రాసి పెడతాం కెమెరామెన్ మనతో రా మనం ఇప్పుడు దాచి పెడుతున్నాం రా మనమైతే ఇప్పుడు దాచి పెడుతున్నాం చాటి బ్రో చాటి చాటి లోపలికి తీసుకో ఆవులే ఫ్రెండ్స్ మనం ఉన్న బ్రో అయితే చూస్తాను ఉన్న బ్రో శశి బ్రో నువ్వు కెమెరామెన్కి తోడుకుండు మనమైతే ఇప్పుడు వదిలిపోదాం మనమైతే దాచి పెడదాం రాలి వస్తున్నాం వస్తున్నాం ఏడ దాస్తున్నాం ఇక్కడ దాచిపోదాం ఇది మనకు ఒక ఐడియా మనం వీళ్ళు ఫ్రెండ్స్ మనం ఉన్నప్పుడు అయితే బొంగళ మీద ఎక్కిండు దాన్ని కబ్జా చేస్తుండు మనం ఉన్నప్పుడు తీసేస్తుండు అతను ఎలిమినేట్ అవుతాడు చూద్దాం దాన్ని ఎలిమినేట్ అవుతాడు ఫ్రెండ్స్ మనం ఉన్నప్పుడు అయితే ఎలిమినేట్ అయిపోయాడు పాపం హెల్మెట్ ఓవర్ డిమాండ్ హెల్మెట్ అయింది పాపం ఈ సెకండ్ లో తను గెలవలేకపోయాడు సెకండ్ గెలవడతారు సాకి బ్రో అయితే ఆడతాడు చెట్టి బ్రో తోడుకోవు నేను పోతా మెలా చూస్తారు ఫ్రెండ్స్ మళ్ళీ మేమిద్దరమే ఉన్నాం ఎవరు చూడని కాకుండా చూడ చూసిన హెల్మెట్ అవుతారు ఫ్రెండ్స్ దీన్ని మేము చెప్పలేము ఇప్పుడు మనం నష్టపోయాం అదండి అదండి చూపిస్తాం ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు దాచి పెట్టినాం డాలి ఫ్రెండ్స్ రండి eleven twelve thirteen fourteen fifteen యువరి అయిపోయింది నీ వంతు అయితే అయిపోయింది మనల్ని అయితే మేమైతే ఈడ దాచి పెట్టినాం ఇందులోకైతే వెళ్ళిపోయింది మనమైతే ఇప్పుడు తీద్దున్నాం అయ్యో ఫ్రెండ్స్ మన పైపు మన రాకెట్ ఇందులోకి వెళ్ళిపోయింది కొట్టు బండపైన కొట్టండి పెట్టుకు కైసా ఇలా కొట్టుకోండి ఇప్పుడైతే మన రాకెట్ ని తీస్తున్నాం మన రాకెట్ ని తీస్తున్నాం మన రాకెట్ ఎక్కడికి ఫ్రెండ్స్ మన రాకెట్ ని మన రాకెట్ ఎక్కడికి ఫ్రెండ్స్ దొంగలించారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన రాకెట్ ఎలా దొంగలించారా पहले కానీ మన చాకి బ్రో అయితే ఓడిపోయిండు సార్ థర్డ్ లో మళ్ళీ ఆడబోతాడు ఇప్పుడైతే మన శశి బ్రో వంతు ఇప్పుడైతే మున్న బ్రోని మున్న బ్రో బయటికి తీసుకుపోతాడు మేము దాసా పెడతాం ఇప్పుడైతే నేను ఇప్పుడు మన శశి గ్రో అయితే బయటకు పోతాడు నేనే మన శశి అయితే బయటకు పోతాడు మన శశి అయితే బయటకెళ్ళు మనం అయితే ఇప్పుడు రాకితో మన చాకితోని మనమైతే ఇప్పుడు చాకితోని దీన్ని దాచి పెట్టాలనుకుంటున్నాం రండి ఫస్ట్ శశి గ్రో అయితే బయటకు శశి అయితే బయటకెళ్ళు మనం అయితే ఇప్పుడు ఎక్కడ దాచి పెడదాం బ్రో శశి బ్రో నువ్వైతే తీసుకున్నాం రాకెట్ ని దాచిపెట్టాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అంతా వచ్చేసింది ఇప్పుడైతే మనం బయటకు వస్తున్నాం మన కెమెరామెన్ అయితే వీడియోని ఇచ్చేద్దాం మన కెమెరామెన్ అయితే ఇప్పుడు వీడియో తీస్తుంది నా అంటే ఫ్రెండ్స్ గెలుస్తానా గెలవ చెప్పుంది గెలుస్తామని eleven twelve thirteen fourteen fifteen ఇగో ఇక్కడ ఉంది రాకెట్ రాకెట్ అయితే ఇందులో దాచేసాడు ఈ సెకండ్ రౌండ్ లోనైతే ఎవరు గెలలేరు అయితే థర్డ్ రౌండ్ లోకి అయితే వెళ్ళిపోదాం రండి స్టార్ట్ అయితే ఇప్పుడైతే మనం ఆడుతున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇంకా టూ టాస్క్స్ అయితే ఉన్నాయి ఆ టాస్క్ కంప్లీట్ అయ్యే వరకు మీరు ఈ వీడియోని ఎండ దాకా చూడాలి like share comment like share comment అయితే చేయాలి ఈ వీడియోకి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆల్ మీద సెట్ చేయాలి అవును ఈ వీడియో ఇంత అయిపోయింది అని ఇంకా టూ టాస్క్స్ ఉన్నాయి మొత్తం ఫైవ్ టాస్క్స్ ఫ్రెండ్స్ మొత్తం ఫైవ్ టాస్క్ ఫైవ్ టాస్క్స్ మాకు బాగా అంతా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో తీసుకోవడంలో ప్లీజ్ ఫ్రెండ్స్ మా చూసైనా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి ప్లీజ్ ప్లీజ్ మన చాకి బ్రో అయితే నవ్వుతాడు అబద్ధం పొద్దుగాల డేర్ ఇది డేర్ ఫ్రెండ్స్ నేనైతే ఒక అబద్ధం చెప్పిన రిషి బ్రో అయితే నమ్మిండు ఫ్రెండ్స్ నేనైతే ఒకసారి ఓడిపోయినా చెప్పు బ్రో చెప్పు సాకి వన్ టూ త్రీ ఫ్రెండ్స్ మనం ఉన్నాడైతే పోయిండు మనం ముగ్గురం ఉన్నాం సాయంత్రం అయితే మనం ముగ్గురం దావత్ చేసుకోగా వీడియో తీస్తాము చెమటలు బాగుతున్నాయి ఫ్రెండ్స్ మాకైతే చెమటలు బాగుతున్నాయి ఫ్రెండ్స్ ఇదే ఈ ఇంకా సాయంత్రం దావత్ చేసుకునేటివి అయితే తీస్తాం ప్రాంక్ తీయలేకపోతున్నాం అందరు వెళ్ళిపోయారు మధ్యాహ్నం అయితే అయింది మేము వీడియో తీసి తీసి మూడు గంటలు అవుతుంది ఫ్రెండ్స్ మేము మాకు చాలా ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి మేము సాయంత్రం అయితే దాడి చేసుకోగా వీడియో తీసి సండే అన్న మండే అన్న మేము వీడియో పెడతాం ఇది మీరైతే చూడాలి ఫ్రెండ్స్ అందరైతే వెళ్ళిపోయారు నేను చాకీ అవుతున్నాం ఎందుకు అందరు వెళ్ళిపోయాలంటే అందరికి బో ఈ వీడియో తీసే ఇంట్రెస్ట్ అయితే లేదు సాయంత్రం సాయంత్రం అందరు అస్సలు రాలేదు మాకు డౌట్ ఉంది మేమైతే సాయంత్రం వీడియో తీస్తామో తీయమో తెలియట్లేదు మీరైతే మన వీడియో తీసింది కెమెరామెన్ ఎవరంటే ఒక మున్న వాళ్ళ చెల్లె తెలుసా ఫ్రెండ్స్ మీకు ఆమె వీడియో తీసింది ఫ్రెండ్స్ మధ్యలో మధ్యలో ఏళ్ళు వచ్చాయి నేను జాంగ్రీలు తెంపేటప్పుడు శశి బ్రో కెమెరా తీశాడు కొంచెం కొంచెం తప్పిపోయింది మా కెమెరా అంటే మా ఫోన్ కొంచెం మంచిగా తీయలేరు వాళ్ళకి ఇంకా మొత్తం ఎక్స్పీరియన్స్ అయితే రాలేదు మేము మొన్న మొన్ననే మేము మేము అయితే మొన్న మొన్ననే చాలా చేసాం వీడియో తీసు ఎందుకంటే మాకు చాలా ఎక్స్పీరియన్స్ అయితే కాలే ఇంకా మాకు ఎక్స్పీరియన్స్ అయినా మంచిగా తీస్తాం మనోళ్ళకైతే సరిగ్గా వీడియో తీయరాలే కొన్ని ఏళ్ళు పడ్డాయి మన అమ్ములు కెమెరామ్యాన్ తీయంగా నా కెమెరామ్యాన్ తమ్ములు తీయంగా కొన్ని ఏళ్ళు అయితే పడ్డాయి మీరు ఏమనుకోరని నేను అనుకుంటున్నా please please friends please like share సమయం like and bell notification all మీద సెట్ చేయాలి నైట్ అయితే మేము నైట్ అయితే ఎదురు చూస్తున్నాం ఇప్పుడైతే మధ్యాహ్నం అయింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మేము ట్రై చేస్తున్నాం మంచిగా తీయటానికి మీరైతే సపోర్ట్ని మీకు చూ మీరు సపోర్ట్ని మాకు ఇస్తే మేము ఇంకా మంచిగా తీస్తాం ప్లీజ్ మీరైతే మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి మేము ఇంకా మంచి వీడియోస్ తీస్తాం ఈ వీడియో నైట్ అయితే మేము డౌట్ చేసుకొని వీడియో తీస్తాం ఆల్ ఫ్రెండ్స్ కొన్ని కారణాల వల్ల మేమైతే వీడియో తీయట్లేదు అందుకని ఈ వీడియో ఇప్పటికే స్టాప్ చేస్తున్నాం ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని బెల్ నోటిఫికేషన్ ఆల్ మీద సెట్ చేయండి